ఓం శ్రీం అమకోటగ్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తే నమో నమ ఓకే సో ఒక ఆడదేమో శీలం కవర్ చేసుకోవడానికి మొగుడు చచ్చిపోయాడు ముప్పై ఏళ్ళుగా మగాడుగా బతుకుతుంది ఓకే ఇంకా ఈ అమ్మాయి ఏమో మైనింగ్ మాఫియా సూపర్ లిప్స్ షీఈ్ selling mining of a jewellery నోవటన్ నా company UCY dot four dot in UCY dot in ఇంకా ఇప్పుడు వచ్చి టేక్ ఆఫ్ కాల ఇడేమో పూమెక్స్ డాట్ ఇన్ అంట contact pumex dot in distributors mining mafia T షర్ట్లు ఎంతమంది రేపోయారు మర్డర్ అయ్యారు తెలీదు ఎన్ఐఏ అదుపులో మాజీ మావోయిస్ట్ నీ టీ షర్ట్ తయారవడానికి నీ కెంట్ మినరల్ ఆర్వో తయారవడానికి ఈ మావోయిస్ట్కి లింక్ ఏంటి మధ్యలో ఈ తురకముండా క్యూఆర్ కోడ్ మైనింగ్ మాఫియా చెరువు కాదు లేఅవుట్ ఓకే సో ఏ సాను ఇంటికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ లిప్స్ అమ్మేస్తుంది మైనింగ్ మాఫియా జహాంగీర్ టాటా ఆ తుర్కముండా కొడుకు పెళ్ళాలు లేకుండా వచ్చారు పదిహేడు సంవత్సరాలు గజనీ దండయాత్ర సెవెంటీన్ ఇయర్స్ విద్యార్థి చచ్చిపోయాడు ఆర్టీసీ బస్సు దీక్కొని చంపేసింది ఇక్కడ ఎవరో ప్రొఫెసర్ సౌరప్పుడు followers artificial steel plant dharna వాళ్ళు నోట్ చేసుకోవాలి పాయింట్ పదిహేడు సంవత్సరాల త్రీ డిప్ మైతి మైతి డి ఓకే ఎగ్జామ్ రాసి వస్తూ బస్సు కొట్టేసి చచ్చిపోయాడు hmm. నన్ను చంపుతామన్నారు ఓకే ఇంకా ఆ మాటకు వస్తే పెళ్లి ఇక్కడేమో పెళ్లి కుదిరింది పెళ్లి రోజు ముందు రాత్రి తురకముండ కొడుకు వైఎస్ఆర్ జగన్ వీడు ఫ్యాన్ కూరేసుకుని అంట పదకొండు నెలల పీటలపై ఈ నెల పదకొండున eleven A category wives of Mohammed prophet okay పెళ్లిపేటలపై ఉన్న వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్లి ఫలితం లేకపోయింది ప్రాణాలు కోల్పోయింది ఓకేనా that is this thing and ఇక్కడేమో మన వైజాగ్లో వీడేమో ఆత్మహత్య చేసుకున్నాడు ఓకేనా ఇవి కూడా ఆత్మహత్య రెండు లెవెన్ అయింది ఓకే ఇవి రెండు వేరే వేరే marriage incidents okay so doctor NN Raju senior మానసిక వైద్యులు నువ్వు కూడా వాళ్ళగా చస్తావా నాకు తెలియదు ఇక్కడ మానసిక వైద్యుడు చచ్చిపోయాడు పాపం ఎవరో వెళ్ళి ఇగో TV four hundred fifty five four hundred fifty five ఏంటి టూ థౌజండ్ నైన్ నుంచి సమైక్యాంధ్ర మూవ్మెంట్ దీక్షలో ఉన్నాను కుప్పకూలిపోయిన పీటల మీద వధువు ఓకే సృజన హైదరాబాద్ సి నరసింహారావు కన్నుమూత ప్రముఖ వ్యక్తి వ్యక్తిత్వ వికాస నిపుణుడు చచ్చాడంట నా ఎనర్జీస్కి వివేక హత్య వెనుక భారీ కుట్ర కోణం జగన్ గడ్ మీద Chandrababu Naidu attack okay so నేనేమో రూట్స్ వైజాగ్లో ప్రైమ్ మినిస్టర్ అవడానికి టూ థౌజండ్ సెవెన్లో రాజకీయాల్లో అడుగుపెట్టా థర్టీన్ ఇయర్స్ నుంచి loss of pay people and the entire world should listen to this నేత్ర వైభవంగా కళ్యాణం మైనింగ్ మాఫియా కళ్యాణాలు చేసేస్తుంటారు సో లారీ ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం వెంకట అప్పారావు విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి ఆరేపల్లిలో వైర్ పట్టుకోండి దేవుడు కనిపిస్తాడని Jesus white did not save this fellow nineteen fifty eight fifty six batch okay eleven atomic atomic aluminium atomic number ఈ died okay so what you call so take off అవ్వలేదు సో టేక్ ఆఫ్ అవుతున్న ఒక టిబ్బెట్ మా ఏరియా అమ్మ కోటాగ్ర కింగ్డమ్ ఆంధ్ర ఎంపైర్ నాయుడు త్యాగి శర్మశ్రీ ఇంకా అనకాపల్లిలో సజ్జల శ్రవంతి భూసేకరణ యూనిట్ భూ కబ్జా దందా రైట్ ఇంటికో బుజ్జాయి ఓకే తగ్గుతున్న పాపులేషన్ ఈ దుర్గముండ కొడుకులు ఎంతమంది పిల్లలు ఎంత ఒక్కొక్క భార్యకి ఎంత ఎంతమంది పిల్లలు చెప్పలే ధాన్యం రైతు అసని ఏ సాని ఏ స్థాని కొంపల్లో వెళ్ళి దూరారో ఈ దొంగముండా కొడుకులు మంది పిల్లల్ని కనేశారు మూడు వందల ముప్పై ఒక్క పెళ్ళాలంట చంద్రబాబు వీడికేమో నా లెక్కలో ఐదుగురు పెళ్ళాలు పదిహేను షోడశ రసాజ్ఞయోగ లిపి శాస్త్రం రాజ్యసభ సీట్ ఇవ్వరు లోకసభ సీట్ ఇవ్వరు కార్పొరేటర్ ఇవ్వరు పిహెచ్డీలు ఇవ్వరు నోబెల్ ప్రైజ్లు ఉన్నారు ఉన్న ఉద్యోగాలు ఉడబిక్తారు తుర్కముండ కొడుకులు దోపిడీ దహన కబ్జాకాండ వీళ్ళేమో మళ్ళీ వెళ్ళిపోయారు సినిమాలకి ఆ, పవన్ కళ్యాణ్ గారు ఏమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఫిర్యాదుదారులకు మర్యాద ఇవ్వండి దొంగముండ కొడుకులని టీఆర్ఎస్ డాట్ వాజీ డాట్ అని ఫ్లెక్స్ తొక్కిపెట్టి తీసుకుపోయి దొంగతనం చేసిన దొంగముండ కొడుకులు ఆ, సర్దార్ అఫ్ఘనిస్తాన్ పఠాన్ పటేల్ पुलिस एकेडमी सो चालीस चोर मरे हैं ఇతనే హడ్డీ పసిలి టూట్ గయా నలభై మందికి గాయాలు లో టేక్ ఆఫ్ దశలో ఉన్న పార్టీ టేక్ ఆఫ్ కాలే కంపెనీ టేక్ ఆఫ్ కాలే ఏం ఇంతలోకి డ్రోన్లు అంట తుర్కం ఉండకూడదు రెండు వేల రైతులకు డ్రోన్లు సో షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ ఈ తుర్కముండ కొడుకేమో చింతన్ బయట కాండ జహాంగీర్ వీల్చి రాహుల్ గేండిగాడు ఎక్కడ పోతున్నాడు వాడు చూపిస్తా జహాంగీర్ వీల్చి Rahul Gandhi royal blue mask okay వీడికి వైట్ మాస్క్ వీడికి నో మాస్క్ విజయ పద నిర్దేశం కొడుకోమన్నా కొడుకు వీడేమో పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ శ్రీ అంటే తెలుసురా నీకు భారత్ గట్టి ప్రతిపక్షం కావాలి వీడు తురకముండా కూడా నా ఐదు వందల కోట్లు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు సయ్యద్ సున్ని షియా మోదీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఐదు మాయావతిని విజయమాల్య దొంగముండ కొడుకుల్ని కాపాడటం గురించి అని యూక్రెయిన్లో బిల్డింగ్లన్నీ కూలగొడుతున్నారు తురకముండా కొడుకులు మెప్పించి వైఖరి మెప్పించి నేర్పరు ఇప్పుడు ఈ దుర్గముండ కొడుకు అరే వీడు వీడు చెప్తున్నా ఇప్పుడు నూకపాటి ఎలా సస్తావో తెలియదురా నువ్వు చాలా దారుణంగా సస్తావా గుండెపోటుతో సస్తావా వీడు ఇక్కడ చచ్చినోడు ఎక్కడ ఈ అబ్బాయి చచ్చిపోయినోడు పార్టీ వాడు ఓకే ఈ name was PATI Srinivas okay or something that this party is dead పెళ్లి కాకుండా హెచ్పిసిఎల్లో ఉద్యోగము మానేశాడు పెళ్లికి ముందు ఉరేసుకుని ఈ తుర్గముండ కొడుకు బజాజ్ ఫ్యాన్ నా UCY dot co dot in కొనేశారు న్యూ లైఫా చచ్చిపోతున్నారు రా తురక వెంజ కొడుకులారా ప్రజలు ఫ్యాన్లకు ఉరేసుకుని చచ్చిపోతున్నారు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా when will you get out of అమ్మ కోటాగ్రా విత్ ఆల్ యువర్ వైఫ్స్ వీటికంటే ఇద్దరు పెళ్ళాలంట చురుకముండా కొడుకు బజాజ్ కొడుకు so fight for freedom of అమ్మ కోటాగ్ర ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ కరెన్సీ ప్రింటింగ్ చేతిలో పెట్టుకుని తుర్కముండా కొడుకులు ఏంటది ప్రోత్సాహంతోనే మైక్రోచిప్ స్వావలంబన షోడశ రసాగ్నియోగ లిపి శాస్త్రం అంటీ unless you pay my what the call fifteen trillion dollars to fifty trillion dollars okay Okay. Should I reduce my price so pay full fifty trillion dollars to fifty one ఉసాని వచ్చింది కదా సైక్లోను యాభై ఒక్క ఎకరాలు వేల ఎకరాలు సర్వనాశనం చేసిందంట నీట మునిగిన పంట so what will be the food source for the future generation people should think before they take money and cast a vote యోగాతోని ఆపలేకపోయారా ఆ రోజు అన్నాడు ఇక్కడ ఇది సైక్లోన్ ఆపేస్తానని మరి సైక్లోన్ ఇంత సర్వనాశనం చేసింది మళ్ళీ డబ్బులన్నీ ఎవడు తింటాడు కంపెన్సేషన్ వచ్చే డబ్బులన్నీ తురకముండా కొడుకే తింటాడు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా ఓం శ్రీం అమ్మ కోటాగ్రీన్ నమ ఇగో ధాన్యం రైతు అసని రాష బాగానే రాశాడు ఆల్ఫబెట్స్ కూర్పు సో ఫైట్ ఫర్ ఫ్రీడమ్ సమైక్యవాదికి దేహ శుద్ధి కొజ్జ కేసీఆర్ అండి తుర్కముండ కొడుకు జగన్ నారా చంద్రబాబు నాయుడు రిసార్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా కాండ so fight for freedom of అమ్మ కోటాగ్రా four hundred eighteen crores five hundred crores principal amount fifteen percent three hundred percent ఏంటది ఇంట్రెస్ట్ రేట్ ఓం శ్రీ మమ్మ కోట గ్రీన్ నమ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్